అందరికీ నమస్కారం నా భారతీయ సహోదరులకు అందరికీ కూడా శుభము కలగాలని మనసారా కోరుతూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకంగా మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చాను రాజ్యాంగం ఇంకా బ్రతికే ఉంది మన భారతదేశపు రాజ్యాంగము గొప్ప శక్తి కలదని మరొక్కసారి నిరూపితమైంది మన సహోదరుడు నా రక్త సంబంధి నా జత అని జాన్సన్ గారికి బెయిల్ ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం న్యాయము మన పక్షముగా ఉంది దేవుడు తన కుమారుణ్ణి విడుదల చేసినాడు ఈ ఇచ్చిన జడ్జి గారికి నా నిండు వందనాలు మీకు మీ కుటుంబానికి శుభము కలుగును గాక దేవాది దేవుడు కనికరము రక్షణ మీ కుటుంబానికి దొరుకును గాక ప్రియులారా మరి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి మరి ఎవరిష్టమైన మతాన్ని ఎవరిష్టమైనటువంటి విధానాన్ని వారు కొనసాగిస్తూ భక్తిలో ముందుకు వెళ్తున్న ఈ సందర్భంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరం అయినప్పటికీ అన్ని జన్సన్ గారిని విడిపించినారు మరి దాని కొరకు సహకరించిన వారందరికీ కూడా నా నిండు వందనాలు ప్రియ బిడ్లారా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు వాక్యము అని జాన్సన్ గారి విషయంలో జరిగింది మత్తీసు వార్తలో చెప్పిన అద్భుతమైన ఒక గొప్ప పాఠం యేసు ప్రభు వారు బోధించిన గొప్ప పాఠం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు చెడ్డ మాటల్లో పలుకుతారు అప్పుడు మీరు ధన్యులు అన్నాడు అది జాన్సన్ గారి జీవితంలో జరిగింది అని జాన్సన్ గారు నిజంగా ధన్యులే యేసు ప్రభు వరకు వరకు ఆయన నిందించబడ్డారు హింసించబడ్డారు మరి చెడ్డ మాటలు కూడా పలికారు మరి అవన్నిటిని బట్టి అన్ని జాన్సన్ గారు ధన్యులయ్యారు అలాగనే దీన్ని సహకరించినటువంటి వారి టీం అందరికీ అలాగే విజయ్ కుమార్ గారికి అలాగనే వెనుకుండి ప్రార్థించిన సకల కోటి క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా మనసార వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఐక్యత కొనసాగిద్దాం ఒకరి చేతులు చేతులు కలుపుదాం దేవుని గూర్చిన వార్త అనేక మందికి చాటుదాం క్రీస్తు కొరకు మన జీవితాలను ప్రకటిద్దాం క్రీస్తు కొరకు మన జీవితాలను అప్పగిద్దాం ప్రభు వాక్యం మన జీవితంలో జరుగుతుంది రాజ్యాంగము బ్రతికే ఉంది రాజ్యాంగం లోపము లేదు ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా ఒకవేళ జీవితాన్ని గడపాలనుకుంటే అది తప్పు మన భారతీయులం రాజ్యాంగాన్ని అందరం గౌరవించారు మరి ఈ సందర్భంగా బెయిల్ మంజూరైంది మరి కొద్ది నిమిషాల్లోనే సహోదరుడు మన మధ్యలోకి వస్తారు ఇంకా మనము ముందుకు సాగాలి ఇంకా ప్రార్థన చేయాలి ఐక్య కూడుకులు పెట్టాలి ఐక్యరాజ్య ఐక్యముగా మనము దేవుని రాజ్యాన్ని కట్టాలి అందరము కూడా క్రీస్తు రక్త సంబంధికులం ఆయన రక్తంలో కడగబడిన వారం ఆయనతో సహవాసం చేయటానికి ఈ భూమి మీద శ్రమ అనుభవిస్తున్నాం ఈ శ్రమల కొద్ది కాలమే ఈ శ్రమల కొద్ది కాలమే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రియ సహోదరులారా ఎవరు పడకండి ఎవరు భయపడకండి దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఆయనకి బిడ్డలుగా ఉన్న మనం ఏది తక్కువ కాదు మనకి మనం ఆయన బిడ్డలై ఉన్నాం ఆయన మనకు తండ్రి ఉన్నాడు తన బిడ్డలని ఆ ఎక్కడ కూడా బందీగా ఉంచేవాడు కాదు ఆయన కృప ఆయన కనికరం ఆయన కాపుదల మనందరికి తోడుగా ఉంది ఇంకో విషయం మీకు చెప్పాలి దేవుడు తన పిల్లల పక్షముగా ఎలాంటి కార్యాలు చేస్తాడంటే లేని ఉన్నట్టుగాను ఉన్నవ లేనట్టుగాను చేయవాడు మనుషులందరూ ఏదో అయిపోతుంది అనుకుండొచ్చు కానీ ఆయన చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా చేస్తాడు అని జాన్సన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు అతని సబ్స్క్రైబర్స్ ఎనభై వేలు దాటే ఇప్పుడు లక్ష అయిపోయింది సబ్స్క్రైబ్ ఇంకో విషయం చెప్పాలి చాలామంది ఈ ఈ అరెస్ట్ వల్ల అనేక మంది సేవకులు స్పందించటం ద్వారా అనేక మంది వారి ఛానల్స్లో వారి యొక్క వారి యొక్క సందేశాలు వినిపించటం ద్వారా వారి యొక్క వారు క్రైస్తవ సమాజానికి ఖండించే పద్ధతి ద్వారా వారు కూడా అనేక మంది పరిచయాలైనారు నిజం చెప్పాలి ఇది క్రైస్తవ సమాజానికి గొప్ప విజయం క్రైస్తవ సమాజానికి గొప్ప విజయం విజయం ఇచ్చిన యేసుప్రభు వారికి నా నిండు వందనాలు నేను ఆయనకు రుణపడి ఉన్నాను నా జీవితాంతము ప్రభునే ప్రకటిస్తాను ఆయన కొరకే జీవిస్తాను ఆయన నామాన్నే ప్రకటిస్తాను ఆయన కృప మనందరికీ తోడుగా ఉండుగాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడి కృప మీకు నిరంతరం ఉండునుగాక దేవుడి కృప నిరంతరం గాక దేవుడు సన్నిధి మీకు తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్